హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు Telugu all in one channel nine friends నేను పెట్టే లేటెస్ట్ వీడియోస్ని ఎప్పటికప్పుడు చూడాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు లైక్ చేస్తూ ఉండండి hi friends big breaking news అనేది రావడం జరిగింది సో రీసెంట్గా టెన్త్ ఇంటర్ ఎగ్జామ్స్ రద్దు చేసినటువంటి విషయం అందరికీ తెలిసిందే సో ఇప్పుడు ప్రజెంటు డిగ్రీ పీజీ వృత్తి విద్యా కోర్సుల చివరి సెమిస్టర్ పరీక్షలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది అదేవిధంగా డిగ్రీ మొదటి రెండవ ఏడాది విద్యార్థులను ప్రమోట్ చేయాలని కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇక చివరి సెమిస్టర్ రద్దు ఈ నేపథ్యంలో గ్రేడింగ్ మార్కులపై త్వరలో నిర్ణయం కూడా తీసుకుంటున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది ఫ్రెండ్స్ సో ఏది ఏమైనప్పటికీ కూడా ఎప్పటి నుండో కొనసాగుతున్నటువంటి ఈ యొక్క డిగ్రీ పీజీ వృత్తి విద్య కోర్సుల యొక్క ఉత్కంఠం అనేది తెరపడింది ఫ్రెండ్స్ అందరూ అనుకుంటున్నట్టుగానే ఈ రద్దు చేసినటువంటి సందర్భం సో కానీ గ్రేడింగ్ అనేది ఏ విధంగా ఇస్తారనేది మనం వెయిట్ చేయాలి ఇంకొద్ది రోజుల్లో మనకి గ్రేడింగ్ ఇచ్చే విధానం తెలుస్తుంది ఆ గ్రేడింగ్ ఇచ్చిన తర్వాత మనం వేరొక వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ ఇవ్వండి